Excelente. దీంట్లో అయ్యే ఐటమ్స్ వస్తాయమ్మా మొత్తం వస్తాయి వన్ కేజీకి సంబంధించినవి కట్టలేదు ఇంతేనా వచ్చేది ఓకే పెడతారా సైజ్ పట్టిందనుకుంటున్నాను ఇది సైజ్ పట్టింది నేను హెల్ప్ చేయమంటారా పడుతుంది కదా మంచిగా కరెక్ట్గా ఉంది కదా కరెక్ట్గా ఉంది ఇక్కడ పిచ్ చేద్దాం ఓకేనా పైన పైన సరిపోతుంది సరిపోతుంది ఇంకొంచెం ఇది కరెక్ట్గా హైట్ ఉంది అనిపిస్తుంది నాకు కరెక్ట్ హైట్ మమ్మీ ఈ హైట్ చూసావా ఈ హైట్ ఇగో ఈ హైట్ పైన ఇంకొంచెం పైకి పెట్టు వాటర్ కూడా సరిపోతుంది కదా ఫిల్టర్స్ బయట ఫిట్ చేస్తారు దేనికి అది ఏంటంటే మనకు వాటర్లో ఏదన్నా కానీ ఫస్ట్ అక్కడ క్లీన్ అయిపోతుంది దీనికి లైఫ్ వస్తుంది దీనికి లైఫ్ వస్తుందా అది ఎంత ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది తెచ్చారా మీరు ఓకే ఫైన్ అది తెస్తే బిగిద్దాం మేము దాంట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇది sediment carbon anti scalant belt next వచ్చేసి ఇది ఆర్వో మెమరీ మెమరీ ఉండదు ఆర్వో మెమరీ నెక్స్ట్ వచ్చేసి ఇది యూఎఫ్ పోస్ట్ కార్బన్ ల్యాంప్ ఇప్పుడు యూవి అన్నారు ఆర్ఓ అన్నారు అదే కదా యూవి ఇది యూవి ఇది ఆర్ఓనా యూఎఫ్ ఇది యూఎల్ మీకు వచ్చేసి ఇది ల్యాంప్ ఇది ఏం చేస్తుందంటే సిగ్మెంట్ ఏం చేస్తుందంటే మామూలుగా జనరల్గా వాటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లీన్ చేస్తుంది ఓకే ఏదైనా స్మెల్ కానీ ఏదైనా వస్తే ఇక్కడ క్లీన్ అయిపోతుంది ఇక్కడ క్లీన్ అయిపోతుందా ఆర్బో మెమరీ టోటల్ కంప్లీట్ మొత్తం ప్యూరిఫై చేస్తుంది మెయిన్ ఆర్బో మెమరీ ఇదండి ఏది ఓకే ఓకే అన్నిటికంటే ఇది మెయిన్ ఓకే ఆర్బో మెమరీలోనే మొత్తం ఫిల్టర్ అయిపోతాయి మొత్తం ఫిల్టర్ అయిపోతాయి ఫిల్టర్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఏమైనా క్రీములు ఏమైనా ఒకటి రెండు ఏమైనా చనిపోకుండా ఉంటే ఇక్కడ ల్యాంప్ ఉంటుంది ల్యాంప్లో చనిపోతాయి అక్కడ చనిపోతాయి మనకి ఇంకోటి నాకు ఒక చిన్న డౌట్ ఉంది ప్రతి సిక్స్ మంత్స్కి సర్వీస్ ఉంది కదా దీనికి సర్వీస్ చేయాలా సిక్స్ మంత్స్కి ఒకసారి మేము అంటే వన్ ఇయర్ మేము టూ టైమ్స్ వస్తాం మీ సర్వీస్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి విజిట్ చేస్తారు ఫ్రీ అండి సర్వీస్ అది వన్ ఇయర్ వారంటీ ఉంది కదా విజిటింగ్ ఫ్రీ ఉంటుంది మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ స్పేర్ పార్ట్ ఏమైనా పెడితే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అంటే దీనికి మార్చేది ఏముంటుంది ఫిల్టర్స్ ఒక్కటే ఉంటుందా ఉంటుంది అంతేనా ఫిల్టర్స్ ఉంటాయి ఉంటుంది దీనికి ఇంకా వేరే ఏదైనా మనకి ఇయర్లీ ప్యాకేజ్ ఏమైనా ఉంటుందా అంటే మీకు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది ఇయర్ ప్యాకేజ్ ఉంటుంది జనరల్ సర్వీస్ రావాలంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది టోటల్ స్పేర్ పార్ట్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇంకో ఇంకో ప్యాకేజ్ ఉంటుంది స్పేర్ hmm, పార్ట్స్ మొత్తానికి వారంటీ ఉంటుంది వారంటీ ఉంది వన్ ఇయర్ వరకు వాళ్ళు వచ్చి చూసి ఏదైనా ఉంటే వేసిపోతారు అది దీనికి మనం కస్టమర్ కేర్కి కాల్ చేస్తే సరిపోతుందా customer care toll free number ఉంటుంది toll free number call okay warranty కార్డులో ఉంటుంది ఓకే థ్యాంక్స్ అండి పర్వాలేదు రీడింగ్ ఎంత ఉందండి అది సిక్స్ టెన్ అంటే ఎంత ఉండాలి ఇది ఆరు పది బిలో హండ్రెడ్ బిలో హండ్రెడ్ ఉండాలా hmm. కావాలండి తీసుకోవచ్చు